hi friends welcome to my channel ఈ వీడియోలో ఎంతో మృదువుగా ఉండే అంతేకాకుండా ఎంతో రుచిగా ఉండే చపాతీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి నాలుగు కప్పులు పాలు ఒక కప్పు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నీరు తగినన్ని తయారు చేయ విధానం ముందుగా గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని సరిపడా ఉప్పు నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో పాలు పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూడండి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిపై మూత పెట్టి అరగంట సేపు నాన్నివ్వాలి ఇప్పుడు చేతికి కాస్త నేత్తడి చేసుకుని బాగా పిండిని మద్దించుకోవాలి ఇలా మద్దించుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అంతేకాకుండా మనం ఇందులో నెయ్యి వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని మద్దించుకున్నాం కదా ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండల కింద చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి ఉండని గోధుమ పిండిలో కొద్దిగా అద్దుకుని ఈ విధంగా చపాతీ కింద పల్చగా జాగ్రత్తగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వైపులా ఒకే విధంగా ఉండేలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా వేడి అయ్యాక మనం చేసుకున్న చపాతీని దానిపై వేసుకోవాలి ఇది కాలే లోపల ఇంకో చపాతీని కూడా ఇదే విధంగా చేసేసుకుందాం చూడండి ఒకవైపు బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకోవైపుకి టర్న్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీ కాల్చుకోవాలి చపాతీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలానే మిగతా చపాతీలను కూడా కాల్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన అంతేకాకుండా ఎంతో మృదువైన చపాతీలు తయారైపోయాయి వీటిని పప్పు పచ్చడి కూర పులుసు వేడితో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ